ఆ టైంలో రూల్స్ నేను బ్రేక్ చేశానని చాలామంది అంటారు కానీ దాని కారణం ఏంటంటే నాకు రూల్స్ తెలియవు ఐ లవ్ పవన్ కళ్యాణ్ గారు మోర్ దాన్ శ్రీదేవి కంపల్సరీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాన్ చూస్తాను నాకు ట్విట్టర్లో ఒకడు ఒక కామెంట్ పెట్టాడు ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు అడే పోయాడు పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తావు అంటే నువ్వు నువ్వు మనిషివా దెయ్యానివా అని ఇలాగా రకాలు ఇప్పుడు నేను అన్నమాట నిలబడిన అందరికీ తెలుసు కానీ ఈ particular time I feel in the same breath even my honesty is improving as improved ఇది నేను అంటే నేను నాకు ఫ్యామిలీ వాల్యూస్ లేవు నేను దేవుణ్ణి నమ్మను సంఘాన్ని కేర్ చేయను దేశాన్ని ప్రేమించను సో ఎవరు ఇలాంటి ఎలాంటి వాల్యూస్ నాకేమీ లేవు కాబట్టి వాళ్ళ మీద ఒట్టేయలేను అందుకు నా మీద నేనే ఒట్టేసుకుని చెప్తున్నా ఎప్పుడు పుణ్యాలు చేయలేదు నేను ఎప్పుడు పెద్దల్ని గౌరవించలేదు నేను ఎప్పుడు దేవుడిని కూడా నేను పూజించలేదు ఏ మంచి నేను చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచోడు దొరికాడు నా లైఫ్లో మరి అది నేను గత జన్మలో ఏమైనా చేసానేమో నాకు తెలియదు నాకు గుర్తులేదు obviously you know so I feel అంటే నేను మామూలుగా I don't feel emotional I don't anything but one thing I want say is I don't want say anything nice Rao garu నన్ను ఒక యాడ్ ఇమ్మన్నారు పేపర్లో నా మొదటి చిత్రం ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్తా ఒక యాడ్ ఈ బాబు అన్నారు అంటే వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పాలి కానీ నేను ఎందుకు చెప్తాను అంటే మీ సినిమా బాగా తీయబోతే ఆయన చూడరు తీస్తే చూస్తారు దర్శనం ఆ టైంలో రూల్స్ నేను బ్రేక్ చేశానని చాలామంది అంటారు కానీ దాని కారణం ఏంటంటే నాకు రూల్స్ తెలియవు తెలియవు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు చేశాను అది అది సోకాల్ ట్రెండ్ అయిపోయింది అది అంటే సినిమా ఆడింది కాబట్టి లేకపోతే కొట్టేరు పట్టుకున్నాను నా లైఫ్లో నాకు ఎప్పుడు ఫ్రెండ్ అనేవాడు ఎప్పుడు లేడు అన్నారు మీరు నా ఫస్ట్ ఫ్రెండ్ మూడు మూడు గంటలు నాలుగు మూడు మూడున్నర గంటలు నేను మ్యాక్సిమం నిద్రపోతాను ఏ రోజైనా కూడా hmm. లెగిసిన తర్వాత కంపల్సరీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాన్ చూస్తాను ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది ఏమీ తేడా ఉండదు నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నాను కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ happy new year anyway Pawan Kalyan గారికి తెక్కు ఉంది నాకు లెక్క ఉంది కానీ లెక్క కన్నా తెక్కే ఎప్పుడు అందరికీ ఇష్టం ఉంటుంది అందుకని ఆయన super star and I love Pawan Kalyan garu more than Sridevi obviously different రీజన్స్కి ఇది కూడా నేను మా మదర్ మీద ఒట్టేసి చెప్తున్నా సో ఇంతకన్నా ఇప్పుడు నెలకు దేవుడిని నమ్మను ఎవరిని నమ్మను కాబట్టి ఇది కూడా నమ్మకపోతే మీ